hello viewers welcome to achievers academy కరెంట్ అఫైర్స్ అనేవి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా ఒక కీలక పాత్రను పోషిస్తాయి అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన టెట్ డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్కి ప్రాంతీయ కరెంట్ అఫైర్స్ అంటే రీజనల్ కరెంట్ అఫైర్స్ ఒక కీలక పాత్రను పోషిస్తాయి రైట్ సో ప్రతి నెల మన రాష్ట్రంలో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అండ్ అదేవిధంగా అవి మన కరెంట్ అఫైర్స్లో భాగంగా పరంగా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంటుంది సో ఒక నెల కరెంట్ అఫైర్స్ని చదవడం లేదా ఆ న్యూస్ పేపర్స్ని గ్యాదర్ చేయడం ఇదంతా పెద్ద శ్రమతో కూడుకున్న పని సో ఈ కరెంట్ అఫైర్స్ని అంటే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ని ఒక నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్నిటినీ కూడా వన్ అవర్ వీడియోలో మేము మీకు అందించబోతున్నాం సో జూలై నెల ట్వంటీ ట్వంటీ వన్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అండ్ ఫస్ట్ టాపిక్ ఆఫ్ ద డే సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం ఏదైతుందో మనకి జూలై ఫస్ట్న అంటే సామూహిక ఇళ్ళ శంకుస్థాపన అంటున్నాం ఏమంటున్నాము సామూహిక ఇళ్ళ శంకుస్థాపన లేదా ఇంగ్లీష్లో కమ్యూనిటీ హౌసింగ్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది దీన్నే మనం పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమం కూడా అనొచ్చు అన్నమాట ఓకే కమ్యూనిటీ హౌసింగ్ స్కీమ్ లేదా సామూహిక ఇళ్ళ శంకుస్థాపన సామూహిక ఇళ్ళ శంకుస్థాపన జూలై ఫస్ట్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ జిల్లా కేంద్రాల్లో ఆవిష్కరించడం జరిగిందన్నమాట సో ఈ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ అంతటా రెండు పాయింట్ రెండు లక్షల రెండు పాయింట్ రెండు లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలి అని భావిస్తుంది అన్నమాట ఎన్నిళ్ళు రెండు పాయింట్ రెండు లక్షల ఇళ్లను పేదలకు కట్టించి ఇవ్వాలి అని భావిస్తుంది అన్నమాట సో ఈ విధంగా ముఖ్యంగా ఈ సామూహిక ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో అత్యధికంగా అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఓకే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో దాదాపు నలభై రెండు వేల ఇళ్లకు నలభై రెండు వేల ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది చిత్తూరు జిల్లాలో నలభై రెండు వేల ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అండ్ ఆ తర్వాత మనకు వెస్ట్ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు ఇరవై నాలుగు వేల ఇళ్లకు అండ్ విజయనగరం జిల్లాలో దాదాపు ఇరవై మూడు వేల ఇళ్లకు శంకుస్థాపన పని చేయడం జరిగిందనమాట ఓకే సో ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సామూహిక ఇళ్ల శంకుస్థాపన దీంట్లో భాగంగా రెండు పాయింట్ సున్నా రెండు లక్షల ఇళ్లను కట్టించబోతున్నారు అత్యధికంగా మనకి చిత్తూరు జిల్లాలో చిత్తూరు జిల్లాలో నలభై రెండు వేల ఇళ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది అన్నమాట నౌ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు వైఎస్ఆర్ బీమా పథకం సో వైఎస్ఆర్ బీమా పథకానికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ సంవత్సరానికి గాను వైఎస్ఆర్ బీమా పథకం కింద వైఎస్ఆర్ బీమా పథకం కింద నిధులను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో ఎంత ఎంత ఫండ్స్ని ఎంత ఫండ్స్ని గ్రాంట్ చేసింది అంటే దాదాపు ఏడు వందల యాభై కోట్లను సో ఏడు వందల యాభై కోట్ల రూపాయలను వైఎస్ఆర్ బీమా పథకానికి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి ఓకే సో ఈ వైఎస్ఆర్ బీమా కార్యక్రమం ద్వారా దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒకటి పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓకే వన్ పాయింట్ త్రీ టూ క్రోర్స్ వన్ పాయింట్ త్రీ టూ క్రోర్ పీపుల్ ఆర్ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఓకే సో ఈ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ద్వారా ఒక కోటి ముప్పై రెండు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది అండ్ ఈ వైఎస్ఆర్ బీమా స్కీమ్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న స్టార్ట్ చేసింది జగన్ ప్రభుత్వం ఓకే సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించి ఏడు వందల యాభై కోట్ల రూపాయలను వైఎస్ఆర్ బీమా పథకానికి కేటాయించడం జరిగింది అండ్ ఈ పథకం ద్వారా దాదాపు కోటి ముప్పై రెండు లక్షల మంది లబ్ధి పొందనున్నారు ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న పిక్చర్ ఏదైతే ఉందో దీన్నే మనము షార్ట్ ఫామ్లో బీడీఎల్ అంటాం భారత్ డైనామిక్స్ లిమిటెడ్ సో ఇటీవల భారత్ డైనామిక్స్ లిమిటెడ్ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే మనకి భారత్ డైనామిక్స్ లిమిటెడ్ విశాఖపట్నంలో ఓకే విశాఖపట్నంలో ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ని ఆవిష్కరించింది ఓకే ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ని బీడిఎల్ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ విశాఖపట్నం నగరంలో ఆవిష్కరించడం జరిగిందన్నమాట ఓకే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో మనకు క్వశ్చన్ ఏ విధంగా అడగొచ్చు అంటే ఇటీవల ఇటీవల విశాఖపట్నంలో నెలకొల్పిన ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ సెంటర్ని ఏ సంస్థ స్థాపించింది ఏ సంస్థ భారత్ డైనామిక్స్ లిమిటెడ్ లేదా దీన్నే మనం షార్ట్ ఫామ్లో బీడిఎల్ అని అంటున్నాం అన్నమాట ఓకే సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ దీన్నే ఈ ఎన్విరాన్మెంట్ టెస్ట్ ఫెసిలిటీ శక్తిని మనం తెలుగులో ఏమంటాము అంటే పర్యావరణ పర్యావరణ పరీక్షా కేంద్రం పర్యావరణ పరీక్షా కేంద్రాన్ని విశాఖపట్నంలో భారత్ డైనామిక్స్ లిమిటెడ్ స్థాపించింది ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇటీవల మనకి జూలై నెలలో శ్రీశైలం ఓకే సో శ్రీశైలంలోని శ్రీశైలంలోని గంటమఠం వద్ద ఇక్కడ గంటమఠం వద్ద దాదాపు పద్దెనిమిది ఓకే పద్దెనిమిది తామ్రపత్ర శాసనాలు వీటినే మనం ఇంగ్లీష్లో ఏమంటాము కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అంటాం ఏమంటాము కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ లభించాయి కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ లభించాయి అన్నమాట ఓకే సో మనందరికీ తెలుసు శ్రీశైలంలో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి అవునా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి అండ్ ఆ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా తవ్వకాలు అవి ఇవి చేస్తున్నారు అక్కడున్న అధికారులు సో ఈ తవ్వకాల్లో మనకి దాదాపు పదమూ పద్ పద్దెనిమిది తామ్రపత్ర శాసనాలు లేదా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ లభించడం జరిగింది అండ్ ఈ తామ్రపత్ర శాసనాలు ఎప్పటికి సంబంధించినాయి అంట అంటే పదమూడు పద్నాలుగు శతాబ్దాలకు ఓకే థర్టీన్త్ ఫోర్టీన్త్ సెంచరీకి సంబంధించిన శాసనాలుగా వీటిని గుర్తిస్తున్నారు పురావస్తు శాస్త్రవేత్తలు ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి అండ్ ముఖ్యంగా ఈ శాసనాలలో ఎక్కువగా సంస్కృతం మరియు తెలుగు భాషను వాడడం జరిగింది అండ్ అవి ఏ శైలిలో ఉన్నాయంట అంటే నంది నాగరి శైలిలో ఉన్నాయి ఓకే సో నంది నాగరి నంది నాగరి లిపిలో ఇవి ఉన్నాయి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు అనమాట నంది నాగరి లిపి లేదా నంది నాగరి స్క్రిప్ట్ అని ఇంగ్లీష్లో మనం అంటాం ఓకే సో ఇటీవల శ్రీశైలం వద్ద తవ్వకాల్లో శ్రీశైలం వద్ద తవ్వకాల్లో పద్దెనిమిది తామ్రపత్ర శాసనాలు లభించాయి అండ్ ఈ శాసనాలు నంది నాగరి లిపి లేదా నంది నాగరి స్క్రిప్ట్లో ఉన్నాయి ఏ కాలం మధ్యకాలానికి చెందినవి ఉండొచ్చు అని చెప్తున్నారు పదమూడు నుండి పద్నాలుగు శతాబ్దానికి చెందినవని కొందరు అంటుంటే పదిహేను నుండి పదహారో శతాబ్దానికి చెందినవని కొందరు అంటున్నారు సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే తామ్రపత్ర శాసనాలు ఎక్కడ శ్రీశైలంలోని గంటమఠం వద్ద ఏ లిపిలో ఉన్నాయవి నందినాగరి లిపిలో సో నందినాగరి లిపి నందినాగరి లిపి అంటే ఏంటి మనకు ముఖ్యంగా ముఖ్యంగా తెలుగు సంస్కృత భాషల్లో ఉన్న లిపిని మనము నందినాగరి లిపి అని అంటాం అన్నమాట ఓకే సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని పేరు జగదీష్ కుమార్ ఓకే డాక్టర్ ఎం జగదీష్ కుమార్ సో ఇటీవల డాక్టర్ ఎం జగదీష్ కుమార్ వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ సామాజిక తనిఖీ సామాజిక తనిఖీ జవాబుదారీతనానికి సంబంధించిన ఒక బోర్డు ఉంటుంది దీన్నే మనం ఏమంటాము అంటే దీన్నే మనం ఏమంటామంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ ఆడిట్ సోషల్ ఆడిట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అని అంటామన్నమాట ఓకే సో మళ్ళీ ఒకసారి చెప్తాను క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ ఆడిట్ సోషల్ ఆడిట్ ఆ తర్వాత అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక తనిఖీ జవాబుదా జవాబుదారీతనం మరియు ట్రాన్స్పరెన్సీ ఈ విభాగానికి ఈ విభాగానికి చైర్మన్గా ఇటీవల జగదీష్ కుమార్ అపాయింట్ అయ్యాడనమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ఏ విధంగా జరుగుతున్నాయి ప్రజలకు నిధులు సరిగ్గా వెళ్తున్నాయా లేదా ఇవన్నీ కూడా సామాజిక తనిఖీలో భాగంగా చేస్తుందన్నమాట ప్రభుత్వం ఓకే సో ఈ సామాజిక తనిఖీ ఈ విభాగానికి అధ్యక్షుడిగా ఇటీవల డాక్టర్ ఎం జగదీష్ కుమార్ అపాయింట్ అయ్యాడు సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ సోషల్ ఆడిట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ విభాగానికి చైర్మన్గా ఇటీవల డాక్టర్ జగదీష్ కుమార్ అపాయింట్ అయ్యాడు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ లేదా వీటినే వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాలను అందించింది అవునా సో మొత్తం దాదాపు అరవై మూడు సంస్థలకి మరియు వ్యక్తులకు ఈ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్స్ని అచీవ్మెంట్ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో ఈ అరవై మూడులో దాదాపు ముప్పై ఒక సంస్థలకి ఓకే ముప్పై ఒక సంస్థలకి మరియు ముప్పై రెండు మంది వ్యక్తులకు ఈ అవార్డులు ప్రదానం చేయడం జరిగింది ముప్పై ఒక ముప్పై రెండు మంది వ్యక్తులకు సో మొత్తం అరవై మూడు సంస్థలు మరియు వ్యక్తులకు ప్రదానం చేస్తే అందులో ముప్పై ఒక్క సంస్థలు ఉన్నాయి ముప్పై రెండు మంది వ్యక్తులు ఉన్నారు ఓకే సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఈ అవార్డ్స్ని అంటే వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ని మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు ఓకే సో లైఫ్ టైం అచీవ్మెంట్ అంటే ఏంటి జీవన సాఫల్య పురస్కారం అని అంటాము తెలుగులో ఓకే సో జీవన సాఫల్య విభాగం అని చెప్తాము జీవన సాఫల్య విభాగం అని చెప్తాము అదేవిధంగా సాఫల్య విభాగం అని కూడా చెప్పొచ్చు సాఫల్య విభాగం సో లైఫ్ టైం అచీవ్మెంట్ ఓకే లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ రెండో విభాగాన్ని ఏమంటాము అచీవ్మెంట్ విభాగం అంటాము అంటాం సో ఈ రెండు విభాగాల్లో అవార్డులను ఇవ్వడం జరుగుతుంది సో ఒకటి జీవన జీవన సాఫల్య అవార్డు అదేవిధంగా సాఫల్య అవార్డు లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ అచీవ్మెంట్ అవార్డు సో ఇక్కడ మనకి ప్రైజ్ మనీ రివార్డు కూడా రివార్డు కూడా రెండు రకాలుగా ఉంటుంది సో జీవన సాఫల్య పురస్కారం పొందిన సంస్థలు లేదా వ్యక్తులకు పది లక్షల రూపాయలు రివార్డు కింద ఇస్తారు ఓకే ఎంత పది లక్షల రూపాయలు రివార్డు కింద ఇస్తే సాఫల్యత విభాగంలో ఉన్న దీనికి ఐదు లక్షల రూపాయలు అవార్డుగా అవార్డుగా ఇస్తారు ఎంత ఐదు లక్షల రూపాయలను అవార్డుగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రఖ్యాత జర్నలిస్ట్ అతని పేరు పాలగుమ్మి సాయినాథ్ ఏం పేరు పాలగుమ్మి సాయినాథ్ సో పాలగుమ్మి సాయినాథ్ని కూడా ఈ అవార్డు వరించింది కానీ పాలగుమ్మి సాయినాథ్ ఈ అవార్డుని రిజెక్ట్ చేశారు ఏం చేశారు రిజెక్ట్ చేశారు మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో ఇటీవల ప్రకటించిన వైఎస్ఆర్ జీవన సాఫల్య పురస్కారాలను రిజెక్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ ఎవరు అంటే దట్ ఈస్ పాలగుమ్మి సాయినాథ్ గుర్తుపెట్టుకోండి క్లియర్ ఆ తర్వాత మనకి వార్తల్లో నిలిచిన ఇంకొక అంశం జూలై నెలకు సంబంధించి దట్ ఈజ్ విజయవాడ విమానాశ్రయం సో ఎందుకు విజయవాడ విమానాశ్రయం వార్తల్లో నిలిచింది అంటే ఇటీవల విజయవాడ విమానాశ్రయానికి విజయవాడ విమానాశ్రయానికి కోడ్ ఈ e స్టేటస్ లభించింది అన్నమాట ఏం స్టేటస్ కోడ్ ఈ e స్టేటస్ ఓకే కోడ్ ఈ e హోదా లభించింది విజయవాడ విమానాశ్రయానికి మరి కోడ్ ఈ హోదా అంటే ఏంటి ఒక విధంగా పెద్ద విమానాలు అయితే ఏవైతే 哪有？ ఓకే సో ఇక్కడ విజయవాడ విమానాశ్రయం ఇప్పటి వరకు మధ్య తరహా విమానాలు మాత్రమే ఇక్కడ ల్యాండ్ అవ్వడం కానీ టేక్ ఆఫ్ అవ్వడం కానీ జరిగేది ఓకే సో కోడి హోదా పొందితే వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే పెద్ద తరహా విమానాలు పెద్ద స్థాయి విమానాలు ఫర్ ఎగ్జాంపుల్ బోయింగ్ విమానాలు అంటాం కదా సో ఈ బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ అదేవిధంగా సెవెన్ ఫార్టీ సెవెన్ ఇవి భారీ విమానాలు అన్నమాట సో ఈ భారీ విమానాలు కూడా ఇకపై విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వచ్చు అని చెప్పేదే కోడ్ ఈ హోదా అర్థమైంది కదా సో ఇప్పటి వరకు మధ్య తరహా విమానాలు మాత్రమే మనకి విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యేవి టేక్ ఆఫ్ అయ్యేవి అండ్ ప్రస్తుతం కోడ్ ఈ హోదా లభించింది కాబట్టి పెద్ద తరహా విమానాలు పెద్ద తరహా విమానాలు లైక్ బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇవి కూడా విజయవాడ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే ఆస్కారం ఉంది సో కోడ్ ఈ హోదా గుర్తుపెట్టుకోండి క్లియర్ ఆ తర్వాత మనకి ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక డెసిషన్ని తీసుకుంది ఏమని అంటే ఆంధ్రప్రదేశ్ అంతటా మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలను నిర్మించాలని ఓకే సో ఐటీ కాన్సెప్ట్ సిటీస్ని డెవలప్ చేయాలి అని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక డెసిషన్ తీసుకుంది ఓకే సో ముఖ్యంగా ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ um, చేయడం అండ్ అదేవిధంగా ఈ ఐటీ సెక్టార్ని ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేసి ఈ ఐటీ సెక్టార్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈ మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది అన్నమాట సో ఎక్కడెక్కడ ఈ ఐటీ నగరాలను నిర్మించబోతున్నారు అంటే ఒకటి తిరుపతి ఓకే సో తిరుపతిలో తిరుపతిని ఒక ఐటీ నగరంగా ఆ తర్వాత బెంగళూరుకి దగ్గరగా ఉంది కాబట్టి అనంతపూర్ని ఒక ఐటీ కాన్సెప్ట్ సిటీగా అదేవిధంగా విశాఖపట్నం ఈజ్ ఆల్రెడీ డెవలప్డ్ అవునా సో విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అండ్ ఈ విశాఖపట్నం చుట్టుపక్కల ఒక ఐటీ కాన్సెప్ట్ నగరాన్ని నిర్మించాలి మొత్తం మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలను నిర్మించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ సెక్టార్ని పెంపొందించాలి అండ్ అదేవిధంగా ఈ ఐటీ సెక్టార్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఇటీవల మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలను నిర్మించాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించిందన్నమాట ఓకే సో ఆ మూడు ఐటీ కాన్సెప్ట్ నగరాలు ఎక్కడెక్కడ తిరుపతి అనంతపూర్ మరియు విశాఖపట్నం క్లియర్ గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకో కీలకమైన డెసిషన్ తీసుకుంది ఏంటి అంటే విశాఖపట్నం ఓకే సో విశాఖపట్నం నుండి విజయనగరంలోని భోగాపురం వరకు విశాఖపట్నం నుండి విజయనగరంలోని భోగాపురం వరకు ఈ మధ్య ప్రాంతంలో పది బీచ్లను కొత్తగా డెవలప్ చేయాలి ఎన్ని బీచ్లు పది బీచ్లను డెవలప్ చేయాలి అని ఇటీవల భావించింది లేదా ఇటీవల నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని బీచ్లను పది బీచ్లను ఎక్కడెక్కడ మధ్యలో అంటే ఏ ప్రాంతాల మధ్యలో అంటే విశాఖపట్నం నుండి మొదలు పెడితే విజయనగరంలోని భోగాపురం వరకు భోగాపురం వరకు సో ఈ రెండు ప్రాంతాల మధ్యలో పది బీచ్లను డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది సో సింపుల్గా ఈ బీచ్ డెవలప్మెంట్ వల్ల టూరిజం గ్రోత్ అవుతుంది అండ్ మధ్య చిన్న తరహా వ్యాపారులు వాళ్ళు కూడా తమ జీవనాన్ని సాగించవచ్చు సో బీచ్ అనేది ఒక్కసారి మనము ఎస్టాబ్లిష్ చేస్తే ఒక బీచ్ని సుందరీకరణ చేసి ఒక బీచ్కి టూరిస్టులు ఎక్కువగా వస్తుంటే అక్కడ క్రమక్రమంగా చిన్న చిన్న వ్యాపారాలు కూడా మెరుగుపడతాయి సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ కోసం టూరిజం డెవలప్మెంట్ కోసం పర్యాటక అభివృద్ధి కోసం విశాఖపట్నం నుండి భోగాపురం మధ్యలో పది బీచ్లను డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ డిసిషన్ని తీసుకుంది సో ఆ పది బీచ్లు ఏంటో ఒకసారి చూడండి ఒకటి సాగర్ నగర్ ఆ తర్వాత తిమ్మాపురం బీచ్ అండ్ మంగమారిపేట ఆ తర్వాత చేపలుప్పాడ ఆ తర్వాత ఐఎన్ఎస్ కళింగా బీచ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎర్రమట్టి దిబ్బలు బీచ్ ఆ తర్వాత భీమ్లీ బీచ్ నాగాయంపాలెం బీచ్ అన్నవరం బీచ్ అండ్ కంచరపాలెం బీచ్ సో ఈ విధంగా పది బీచ్లను డెవలప్ చేయాలి అనుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ మనకు విశాఖపట్నంలో మూడు బీచ్లు ఉన్నాయి అవునా సో ఏమేమి బీచెస్ ఉన్నాయి ఒకటి ఆర్కే బీచ్ ఋషికొండ బీచ్ అండ్ యారాడ బీచ్ ఈ బీచ్లతో పాటు ఈ పది బీచ్లు కూడా విశాఖపట్నం మరియు విజయనగరంలో పర్యాటక అభివృద్ధికి దోహదపడతాయని మనం భావిద్దాం రైట్ నెక్స్ట్ కమింగ్ ఆన్ టు ఇంపార్టెంట్ న్యూస్ సో ఇటీవల ఇటీవల మనకి తిరుపతిలో ఉప ఎన్నికలు జరిగాయి అండ్ ఆ తిరుపతి ఉప ఎన్నికలు లోక్సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీ వైఎస్ఆర్సీపీ టీడీపీకి సంబంధించిన డాక్టర్ గురుమూర్తి గెలుపొందాడు అవునా సో డాక్టర్ ఎం గురుమూర్తి క్లియర్ గురు మూర్తి అండ్ ఇటీవల అతను లోక్సభ ఎంపీగా లోక్సభ ఎంపీగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశాడన్నమాట ఓకే సో మనకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్స్లో గెలుపొందిన బొల్లి బొల్లి దుర్గా ప్రసాద్ బల్లి దుర్గా ప్రసాద్ మృతి చెందడం వల్ల ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది అండ్ ఈ ఈ ఉప ఎన్నికలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డాక్టర్ గురుమూర్తి గెలవడం జరిగింది అండ్ ఇటీవల అతను లోక్సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇటీవల మనకి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం మంత్రిత్వ శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖ కొన్ని నివేదికలను విడుదల చేసింది అన్నమాట ఓకే నివేదికలను విడుదల చేసింది మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి జలశక్తి మినిస్ట్రీ అండ్ ఈ మినిస్టర్గా ఎవరున్నారు గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నారు ఎవరు గజేంద్ర సింగ్ షెకావత్ సో ఇటీవల గజేంద్ర సింగ్ షెకావత్ ఈ జల విద్యుత్ లేదా జలశక్తి మంత్రిగా ఉన్న గజేంద్ర షెకావత్ రాజ్యసభలో కొంత ఇన్ఫర్మేషన్ని చెప్పాడు అండ్ దీంట్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కొంత ముఖ్య సమాచారం కూడా ఉంది ఆ సమాచారం ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుటుంబాలకు తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుటుంబాలకు తొంభై ఏడు తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుటుంబాలు ఉన్నాయి ఎక్కడ అంటే గ్రామీణ కుటుంబాలు అన్నమాట ఓకే సో గ్రామీణ కుటుంబాలు ఎన్ని ఉన్నాయంట తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షలు ఉన్నాయి ఈ గ్రామీణ కుటుంబాల్లో దాదాపు నలభై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాలకు నల్లా ద్వారా ఓకే ట్యాప్ కనెక్షన్ వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చాము అని ఇటీవల గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించాడు అన్నమాట ఓకే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్లోని నలభై ఏడు పాయింట్ ఐదు ఆరు గ్రామీణ ప్రాంత కుటుంబాలకు నల్లా ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నాము అని ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పాడు సో మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఎన్ని ఉన్నాయంట అంటే తొంభై ఐదు పాయింట్ ఒకటి ఏడు లక్షల కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలలో నలభై ఏడు పాయింట్ ఐదు ఆరు లక్షల కుటుంబాలకు ట్యాప్ ద్వారా నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నాము అని ఇటీవల ప్రకటించడం జరిగింది రైట్ సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత ఇటీవల ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వార్తల్లో నిలిచింది ఎందుకు అంటే ముఖ్యంగా అటవీ భూముల ఆక్రమణ అవునా సో భారతదేశంలో ఈ అటవీ భూముల ఆక్రమణ ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగవ స్థానంలో ఉంది ఓకే నాలుగవ స్థానంలో ఉంది ఇల్లీగల్ ఫారెస్ట్ ల్యాండ్ ఆక్యుపేషన్ అంటే అటవీ భూముల అటవీ భూములను ఆక్రమించడం ఓకే అక్రమంగా అటవీ భూములను ఆక్రమించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగవ స్థానంలో నిలిచింది అని ఇటీవల కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి తెలిపాడు లోక్సభలో ఓకే సో అత్యధికంగా అటవీ భూములను ఆక్రమిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగవ స్థానంలో నిలిచింది సో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హెక్టార్ల భూమి అక్రమంగా ఆక్రమించారంట అంటే దాదాపు ముప్పై నాలుగు ముప్పై నాలుగు ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది హెక్టార్ల అటవీ భూమిని ఆక్రమించారు అని ఈ నివేదిక చెప్తుంది ఎన్ని హెక్టార్ల భూమి ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది హెక్టార్ల భూమిని అక్రమంగా అటవీ భూమిని అక్రమంగా ఆక్రమించారు సో దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నాలుగవ స్థానంలో నిలిచింది మరి అత్యధికంగా అటవీ భూములను ఆక్రమించబడుతున్న రాష్ట్రం ఏది కర్ణాటక కర్ణాటకలో ఎక్కువగా అటవీ భూములను ఆక్రమిస్తున్నారు ఆ తర్వాత మధ్యప్రదేశ్ అండ్ ఆ తర్వాత అస్సాం రాష్ట్రాలు ఉంటే నాలుగవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అదేవిధంగా ఈ దీంట్లో భాగంగానే ఈ రిపోర్టులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికంట రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల పంతొమ్మిది ఇరవైలో భాగంగా దాదాపు మూడు వందల ఇరవై రెండు పాయింట్ మూడు వందల ఇరవై రెండు కోట్లు మూడు వందల ఇరవై రెండు కోట్లు కాంపా నిధులు వచ్చాయి ఓకే కాంపా నిధులు వచ్చాయి మరి కాంపా అంటే ఏంటి కాంపా నిధులు అంటే ఏంటి కాంపెన్సేటరీ అఫారెస్ట్రేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అథారిటీ సో ఒక విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కాంపా కింద కొన్ని నిధులు ఇస్తాయన్నమాట సో ఈ నిధులు ఏం చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల్లో అటవిని అటవిని పెంపొందించడం కోసం వాడుకోవాలన్నమాట వీటినే మనం ఏమంటాము కాంపా నిధులు అంటాం సో రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం నుండి కాంపా నిధులు మూడు వందల ఇరవై రెండు కోట్లు రావడం జరిగింది అండ్ ఈ మూడు వందల ఇరవై రెండు కోట్లలో కేవలం ఎనభై ఏడు కోట్లని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం వాడింది ఎనభై ఏడు కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంపొందించడం కోసం యూజ్ చేసింది అని ఈ నివేదిక చెప్తుందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ భారతదేశంలో అత్యధికంగా అటవీ భూములు ఆక్రమించబడుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ మనకి ఇటీవల ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి అని అంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అవునా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సో అసలు ఈ పిఎం కిసాన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవరైతే పేద రైతులు రైతు కూలీలు ఉన్నారో అవునా సో వాళ్ళకి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం మూడు ఇన్స్టాల్మెంట్లలో ఆరు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేస్తుంది అవునా సో మూడు విడతలు అంటే ఒక్కో విడతలో రెండు రూపాయలు రైతులకు ఆర్థిక సహాయంగా చేస్తున్నారు పిఎం కిసాన్ పథకం కింద అవునా సో ఈ పిఎం కిసాన్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏడు వేల నూట తొంభై ఐదు కోట్లను ఓకే ఏడు వేల నూట తొంభై ఐదు కోట్లను కేటాయించడం జరిగింది అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో ఈ పిఎం కిసాన్ కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ప్రారంభించారు అండ్ ఈ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ప్రస్తుత సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్లు దక్కాయంట అంటే ఏడు వేల నూట తొంభై ఐదు కోట్లు దక్కడం జరిగింది రైట్ నౌ కమింగ్ ఆన్ టు అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఓకే సో ముఖ్యంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని మనం చెప్పొచ్చు అంటే నగరాల్లో నివసిస్తున్న పేదలకు పేదలకు గృహ నిర్మాణ కార్యక్రమం ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అని చెప్తాం అండ్ ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రూరల్ అనే కేటగిరీ కూడా ఉంటుంది గ్రామీణం అనే కేటగిరీ ఓకే సో గ్రామాల్లో నివసిస్తున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఇల్లు కట్టించే పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటాము అండ్ నగరాల్లో నివసిస్తున్న పేదలకు ఇల్లు కట్టించే ప్రోగ్రామ్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ అంటాము ఓకే సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోండి అండ్ ఇటీవల ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా అర్బన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై పాయింట్ మూడు ఏడు లక్షల ఇళ్లను కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఓకే సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఇళ్ళు కట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై పాయింట్ మూడు ఏడు లక్షల ఇళ్లను కట్టబోతుంది సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి క్లియర్ ముఖ్యంగా మనకి రెండు వేల పదిహేను పదహారు నుండి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మధ్యకాలంలో దాదాపు ఇరవై లక్షల మూడు ఏడు ఇరవై లక్షల ముప్పై ఏడు వేల ఇళ్లకు మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వం ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే సో దీంట్లో ముఖ్యంగా మనకి నాలుగు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఇళ్ల యొక్క కన్స్ట్రక్షన్ అయిపోయింది ఓకే అండ్ మిగతావి వర్క్ అండర్ ప్రోగ్రెస్గా ఉన్నాయి ఓకే సో మిగతావి ఇంకా కట్టబడుతున్నాయి కట్టడం కంప్లీట్ అయిపోయిన ఇల్లు ఏంటంట అంటే నాలుగు లక్షల నలభై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఇళ్లను నిర్మించడం పూర్తయింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది సో ముఖ్యంగా ఈ అంకెలను మనం ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు బట్ ఈ ఇన్ఫర్మేషన్ని మాత్రం తెలుసుకోవాలి సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్లో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఇళ్లను మంజూరు చేసింది అంటే ఇరవై పాయింట్ మూడు ఏడు లక్షల ఇళ్లను మంజూరు చేసింది సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వ్యక్తి వ్యక్తి విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అచ్యుతరావు ఎవరు అచ్యుతరావు సో ఇటీవల అచ్యుతరావు వార్తల్లో నిలిచాడు ఎందుకు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్నే మనం ఫ్యాప్సీ అంటాం ఏమంటాము ఫ్యాప్సీ అంటాం సో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫ్యాప్సీకి అధ్యక్షుడిగా అచ్యుతరావు కొనసాగబోతున్నాడు అన్నమాట ఓకే సో దాదాపు గత మూడు సంవత్సరాలుగా ఫ్యాప్సీ అధ్యక్షుడిగా అచ్యుతరావు ఉన్నారు అండ్ ఈ సంవత్సరం కూడా ఇతను కొనసాగబోతున్నాడు గుర్తుపెట్టుకోండి ఫ్యాప్సీ అధ్యక్షుడు రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇటీవల మనకి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి గాను కాపు నేస్తం పథకం కింద కాపు నేస్తం పథకం కింద దాదాపు నాలుగు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది ఏ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి కాపు నేస్తం కార్యక్రమంలో భాగంగా నాలుగు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్లను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో ఈ నిధులతో దాదాపు మూడు పాయింట్ రెండు ఏడు లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయన్నమాట ఓకే సో ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్థిక సంవత్సరానికి దాదాపు నాలుగు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల నిధులను విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధుల ద్వారా ఈ నిధులను ప్రజలకు అందజేయడం ద్వారా దాదాపు మూడు పాయింట్ రెండు ఏడు మూడు లక్షల ఇరవై ఏడు వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయి సో మొత్తం ఒకసారి కనుక చూసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి అంటే గత రెండు సంవత్సరాలుగా కాపునేస్తం పథకంలో భాగంగా పన్నెండు వేల నూట ఇరవై ఆరు కోట్లను పన్నెండు వేల నూట ఇరవై ఆరు కోట్లను కాపుల అభ్యున్నతికి కాపుల అభ్యున్నతికి కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే అండ్ ప్రస్తుత సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఆర్థిక సంవత్సరానికి నాలుగు వందల తొంభై పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలను కాపునేస్తం పథకం కింద మంజూరు చేశారు అండ్ ఈ నిధుల ద్వారా దాదాపు మూడు లక్షల ఇరవై ఏడు వేల కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఇటీవల అమరావతి వార్తల్లో నిలిచింది అవునా సో ఈ అమరావతి ప్రాంతం చుట్టూన్న ఆ గొడవ లేదా దానికి సంబంధించిన దీక్షలు ఇవన్నీ కనుక మనం ఒకసారి పక్కన పెడితే అసలు అమరావతి ప్రాంతం ఎందుకు వార్తల్లో నిలిచిందో చూద్దాం ఓకే సో మనకి మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ క్యాపిటల్ జనరేట్ చేసుకోవడానికి అంటే నిధుల సమీకరణ ఏమంటున్నాము నిధుల సమీకరణలో భాగంగా సమీకరణ లేదా దీన్నే సింపుల్గా క్యాపిటలైజేషన్ అని ఇంగ్లీష్లో అంటాం ఏమంటాము క్యాపిటలైజేషన్ సో బాండ్లు అమ్మడం ద్వారా అంటే మున్సిపల్ బాండ్లు ఇష్యూ చేయడం ద్వారా నిధులను పోగు చేసుకోవడం దీన్ని నిధుల సమీకరణ అంటాం ఓకే సో దాంట్లో సో ఇటీవల అమరావతి వార్తల్లో నిలిచిందని చెప్పుకున్నాం దేంట్లో భాగంగా అంటే నిధుల సమీకరణ లేదా క్యాపిటలైజేషన్లో భాగంగా సో మామూలుగా మున్సిపల్ కార్పొరేషన్లు తమ యొక్క కార్పొరేషన్ అభివృద్ధి కోసం కొన్ని బాండ్లను జారీ చేస్తాయి వీటినే మనం ఏమంటాము మునిసిపల్ బాండ్లు అంటాం ఏమంటాము మునిసిపల్ బాండ్స్ ఓకే సో ఎలాగైతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సెక్యూరిటీస్ని బాండ్స్ని లాంచ్ చేస్తుందో అదేవిధంగా కార్పొరేషన్లు కూడా మున్సిపల్ కార్పొరేషన్లు కూడా తమ కార్పొరేషన్ అభివృద్ధి కోసం బాండ్స్ని జారీ చేస్తుంది ఎందుకు కోసం అంటే నిధుల కోసం సో ఈ బాండ్లను జారీ చేసి నిధులు సమీకరించుకుంటాయి ఎవరు మున్సిపల్ కార్పొరేషన్ సో దాంట్లో భాగంగా ఇటీవల దేశంలోనే మున్సిపల్ బాండ్ల అమ్మకం ద్వారా అత్యధిక నిధులు సమీకరించిన ప్రాంతంగా అమరావతి వార్తల్లో నిలిచింది ఓకే సో దాదాపు రెండు వేల కోట్లను రెండు వేల కోట్ల రూపాయల నిధులను ఏదై ఏ విధంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే మున్సిపల్ బాండ్లను అమ్మడం ద్వారా దాదాపు రెండు వేల కోట్లను అమరావతి ఆ ప్రాంతం లేదా అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ రెండు వేల కోట్లను మున్సిపల్ బాండ్లు అమ్మడం ద్వారా సమీకరించింది అని ఇటీవల కేంద్ర ప్రభుత్వం తెలిపింది సో దేశంలోనే అత్యధికంగా అత్యధికంగా రెండు వేల కోట్లను సమీకరించిన ఏకైక ప్రాంతం అమరావతి గుర్తుపెట్టుకోండి మున్సిపల్ బాండ్ల అమ్మకం ద్వారా మార్కెట్లో మున్సిపల్ బాండ్ల అమ్మకం ద్వారా దాదాపు రెండు వేల కోట్ల నిధులను సమీకరించింది అమర అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ రైట్ అదేవిధంగా మనం ఇంకో పాయింట్ కూడా తెలుసుకోవాలి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ పేరుతో ఓకే సో గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ పేరుతో ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటి ముఖ్యంగా సో గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ ఇలాంటి చాలా రకాలు ఉంటాయి సో గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఏంటి పర్యావరణానికి ఎలాంటి హాని చేయని నగరాలను గ్రీన్ ఫీల్డ్ నగరాలు అంటాం ఏమంటాము గ్రీన్ ఫీల్డ్ నగరాలు సో సిటీస్ విచ్ డూస్ నాట్ సిటీస్ విచ్ డు నాట్ కాజ్ ఎనీ హార్మ్ టు ఎన్విరాన్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ గ్రీన్ సిటీ రైట్ గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్తాం సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయాలి అనుకుంటుంది భారతదేశ వ్యాప్తంగా సో మొదటగా ఒక ఐదు నగరాలను సెలెక్ట్ చేసింది అందులో ఒక నగరంగా అమరావతి నిలిచింది ఓకే సో అమరావతికి సంబంధించి రెండు న్యూస్ గుర్తుపెట్టుకోండి ఒకటి మున్సిపల్ బాండ్ల అమ్మకం ద్వారా రెండు వేల కోట్లను సమీకరించింది అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ అదేవిధంగా భారతదేశ ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం నిర్మించబోయే గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీస్లో ఒక సిటీగా అమరావతి ఎంపికవ్వడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న పాయింట్ ఏదైతే ఉందో లేదా ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటున్నాం కృష్ణా గోదావరి బేసిన్ అవునా కృష్ణా గోదావరి బేసిన్ సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది అండ్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఓకే పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనకు ముఖ్యమయ్యే సమాచారాన్ని తెలిపింది ఆ సమాచారం ఏంటో తెలుసుకుందాం ఓకే సో ఈ కేజీ అంటే కృష్ణా గోదావరి బేసిన్లో దాదాపు పన్నెండు వేల రెండు మూడు వందల ఇరవై మూడు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు వీటినే మనం ఏమంటున్నాం ఎంఎంఎస్సిఎం ఓకే సో ఎంఎంఎస్సిఎం అంటే ఏంటి మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ ఓకే సో సహజ వాయువును ఈ విధంగా లెక్కిస్తారు ఏమని మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ సహజ వాయువుని బయటికి తీశారని చెప్తున్నారు ఓకే న్యాచురల్ గ్యాస్ అంటాము సహజ వాయువు అంటే క్లియర్ సో దాదాపు పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబింగ్ మీటర్స్ న్యాచురల్ గ్యాస్ని సహజ వాయువుని కృష్ణా గోదావరి బేసిన్ నుండి వెలికి తీయడం జరిగింది అని చెప్తున్నారు అన్నమాట సో దీంట్లో మళ్ళీ మనకు ఆన్షోర్ ఆఫ్ షోర్ ఉంటాయి ఆన్షోర్ ఆఫ్ షోర్ ఉంటాయి సో ఈ ఆన్షోర్ ఆఫ్ షోర్లో భాగంగా మనకి ఆన్షోర్లో భాగంగా దాదాపు మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎంఎంఎస్సిఎం గ్యాస్ని వెలికి తీస్తే ఓకే సో ఆన్ షోర్లో భాగంగా సో ఆన్ షోర్ ఆఫ్ షోర్కి డిఫరెన్స్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఓకే సో ఆన్షోర్ న్యాచురల్ గ్యాస్ సహజ వాయువు వెలికితీత ఎంత తీశారంట అంటే మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఎంఎంఎస్సిఎం గ్యాస్ని వెలికి తీస్తే ఆఫ్ షోర్లో భాగంగా ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎంఎంఎస్సిఎం గ్యాస్ని వెలికి తీశారు ఆఫ్ షోర్ ఓకే ఆఫ్ షోర్ రైట్ సో ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి సో మనకి ముఖ్యంగా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది నుండి ఓకే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఈ మధ్య ప్రాంతంలో కృష్ణా గోదావరి బేసిన్లో పన్నెండు వేల మూడు వందల ఇరవై మూడు మెట్ మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్స్ సహజ వాయువు నిక్షేపాలను వెలికి తీశారు దీంట్లో ఆన్షోర్లో భాగంగా మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది ఎంఎంఎస్సిఎం అయితే ఆఫ్షోర్లో ఎనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు ఎంఎంఎస్సిఎం అండ్ మన మన ప్రాంతం నుండి అంటే కృష్ణా గోదావరి బేసిన్ నుండి ఈ గ్యాస్ లభించింది కాబట్టి దాని మీద రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అవునా దాన్ని మనం ఏమంటాము రాయల్టీ అంటాం సో ఈ రాయల్టీలో భాగంగా రాయల్టీలో భాగంగా దాదాపు ఆన్షోర్ గ్యాస్ నిక్షేపాలపై రెండు వందల డెబ్బై ఒక్క కోట్లు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చెల్లించింది అదేవిధంగా ఆఫ్షోర్ విభాగంలో ఏడు వందల యాభై కోట్లను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించింది సో మన రాష్ట్రం నుండి ఈ సహజ వాయువు వెలికి తీశారు కాబట్టి మనకు కూడా దానిపైన హక్కు ఉంటుంది అవునా సో ఆ హక్కుని ఆ హక్కుని మనకు ప్రసాదించేలా లేదా ఆ హక్కు ద్వారా మనకి ఏవైనా నిధులు వస్తాయి కదా వాటిని మనం ఏమంటాం రాయల్టీ అంటాం సో కేంద్ర ప్రభుత్వం ఆన్షోర్ నిక్షేపాలపై రెండు వందల డెబ్బై ఒక్క కోట్లను ఆఫ్షోర్ నిక్షేపాలపై ఏడు వందల యాభై కోట్లను ఏం చేసింది రాయల్టీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చింది రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఇటీవల మనకి జిఎస్ఐ అని అంటాం జిఎస్ఐ సో జిఎస్ఐ అంటే ఏంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమాన్ని చేపట్టింది ఆ కార్యక్రమాన్ని మినరల్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ అంటాం ఏమంటాము మినరల్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ సో భారతదేశంలో ఖనిజాలు ఏ విధంగా ఉన్నాయి అని గుర్తించడం కోసం ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది అండ్ ఇక్కడ మనకు పిక్చర్లో కనిపిస్తున్న ఖనిజం ఏంటి గోల్డ్ బంగారం అవునా సో ముఖ్యంగా బంగారానికి సంబంధించి జిఎస్ఐ కొన్ని కీలక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పిందన్నమాట ఓకే సో మొత్తం బంగారు నిల్వల్లో భారతదేశంలో ఉన్న మొత్తం బంగారు నిల్వల్లో మూడు శాతం బంగారు నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని ప్రకటించారన్నమాట ఓకే సో మొత్తం బంగారు నిల్వల్లో భారతదేశంలో ఉన్న మొత్తం బంగారం నిల్వల్లో మూడు శాతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని ఇటీవల జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది మరి భారతదేశంలోనే అత్యధిక అత్యధిక బంగారం నిల్వలున్న రాష్ట్రం ఏది అంటే దట్ ఈస్ బీహార్ ఓకే సో బీహార్లో అత్యధికంగా బంగారం నిల్వలు ఉన్నాయి ఎంత శాతం నలభై శాతం సో భారతదేశంలో వంద శాతం బంగారం నిల్వలు ఉన్నాయంటే అందులో నలభై నాలుగు శాతం బీహార్లోనే ఉన్నాయి సో రెండో స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది ఓకే రాజస్థాన్ రాష్ట్రం ఉంది రాజస్థాన్లో దాదాపు ఇరవై ఐదు శాతం బంగారం నిల్వలు రాజస్థాన్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ కర్ణాటక ఉంది ఇరవై శాతం బంగారం నిల్వలు కర్ణాటకలో ఉన్నాయి రైట్ సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మినరల్ ఎక్స్ప్లోరేషన్ ప్రోగ్రామ్ని చేపట్టింది అండ్ ఆ ప్రోగ్రాంలో భాగంగా ముఖ్యంగా బంగారు నిల్వలు ఏ విధంగా ఉన్నాయో లెక్కించారు అండ్ భారతదేశంలోనే త్రీ శాతం మూడు శాతం బంగారం నిల్వలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అత్యధిక నిల్వలు బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి నలభై శాతం ఓకే సో రెండో స్థానంలో రాజస్థాన్ రాష్ట్రం ఉంది ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీన్నే మనం ఏపీఎస్ఎస్డిసి అని అంటాం అవునా సో ఇటీవల ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక అవార్డు లభించిందన్నమాట ఓకే సో ఈ అవార్డుని ఇచ్చిన సంస్థ ఏంటి అంటే గవర్నెన్స్ నౌ ఓకే సో గవర్నెన్స్ గవర్నెన్స్ నౌ అనే సంస్థ ఇటీవల జాతీయ పురస్కారాలను అందించింది అనమాట నేషనల్ అవార్డ్స్ని ప్రకటించింది సో ఈ నేషనల్ అవార్డ్స్లో ఒక కేటగిరీ దీన్ని మనం ఏమంటాము అంటే సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ సో సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో మొట్టమొదటి లేదా ఫస్ట్ ప్లేస్ని సాధించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఓకే సో గవర్నెన్స్ నౌ అనే సంస్థ ప్రకటించిన జాతీయ అవార్డుల్లో సామాజిక బాధ్యత విభాగంలో ఎవరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మొదటి పురస్కారం లభించింది అందుకే వార్తల్లో నిలిచింది గుర్తుపెట్టుకోండి ఓకే సో మనకి క్వశ్చన్స్ కూడా అడగచ్చు ఇటీవల ప్రకటించిన ఇటీవల ప్రకటించిన లేదా ఇటీవల ప్రకటించిన అవార్డుల్లో గవర్నెన్స్ నవ్ అవార్డులో ఆంధ్రప్రదేశ్ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఏ విభాగంలో మొట్టమొదటి ప్రైజ్ లేదా మొదటి బహుమానం లభించింది అంటే ఏ విభాగంలో సామాజిక బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగంలో రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో భారత్ నెట్ సో భారత్ నెట్ ప్రోగ్రామ్ అనేది కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిన ఒక ప్రోగ్రామ్ సో ఈ ప్రోగ్రాంలో భాగంగా భారతదేశంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు అన్ని గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ ఫెసిలిటీని అందించాలి సో ఇది భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇప్పటి దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేల గ్రామాలకి ఇంటర్నెట్ సౌకర్యం ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్ ద్వారా అందించారు ఓకే సో ఈ విషయాన్ని పక్కన పెడితే సో మామూలుగా వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సో భారతదేశంలోనే వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్టివిటీతో వైర్లెస్ ఇంటర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంట అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచిందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి వైర్లెస్ data usage ఓకే సో వైర్లెస్ డేటా యూసేజ్ విభాగంలో అత్యధికంగా డేటాని యూజ్ చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది ఓకే సో ఇటీవల ప్రకటించిన భారత్ నెట్ కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా అత్యధికంగా వైర్లెస్ డాటాని వాడుతున్న రాష్ట్రం ఏది అని అంటే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది మరి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర ఓకే సో మహారాష్ట్రలో అత్యధికంగా వైర్లెస్ డాటా యూసేజ్ని చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఓకే అదేవిధంగా మనకి మనకి ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని దాదాపు పదిహేను వందల డెబ్బై గ్రామ పంచాయతీలకు పదిహేను వందల డెబ్బై గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ హాట్స్పాట్స్ని అవైలబుల్గా ఉంచడం జరిగింది ఓకే సో దాదాపు పదిహేను వందల డెబ్బై గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించారు ఈ భారత్ నెట్ ప్రాజెక్ట్లో భాగంగా సో ఇది పక్కన పెడితే వైర్లెస్ డేటా యూసేజ్ సో సింపుల్గా వైర్లెస్ డేటా అంటే ఏంటి వైర్లెస్ డేటా యూసేజ్ అంటే ఏంటి మొబైల్ నెట్ అంతే కదా సో ఆన్ ఆన్ యావరేజ్ ఆన్ ఆన్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ లేదా ఒక నార్మల్ యూత్ ప్రతి నెల ప్రతి నెల దాదాపు యావరేజ్గా నలభై ఐదు జీబీ డేటాని వినియోగిస్తున్నాడు అని ఈ సర్వే చెప్తుంది ఓకే సో వైర్లెస్ డేటా అంటే ఏంటి మొబైల్ డేటా సింపుల్గా మరి మొబైల్ డేటాని అత్యధికంగా వినియోగిస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంటే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది దానికి సంబంధించి మనము భారత్ నెట్ కూడా తెలుసుకోవడం జరిగింది ఈ పాయింట్లో రైట్ నవ్ కమింగ్ ఆన్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ద న్యూస్ సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఆంధ్రప్రదేశ్ గెట్స్ త్రీ న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ సో మీకు ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ అంటే ఏంటో చెప్పాను సో పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించని నగరాలను ఎయిర్పోర్టులను ఏమంటాము గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అని అంటాము ఓకే సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు అనుమతి అనమాట ఓకే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు అనుమతి ఇచ్చింది మరి ఆ మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు ఏంటి అంటే ఒకటి భోగాపురం ఓకే భోగాపురం ఆ తర్వాత రెండవది ఓర్వకల్లు ఓకే రెండవది ఓర్వ కళ్ళు అండ్ మూడో విషయానికి వస్తే దగదర్తి దగదర్తి సో ఈ మూడు ప్రాంతాల్లో ఈ మూడు ప్రాంతాల్లో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నమాట ఓకే సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి క్లియర్ ఆ తర్వాత మనకి లాస్ట్ టాపిక్ జగనన్న విద్యా దీవెన ఓకే సో వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన పథకంలో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి లేదా రెండో విడత సెకండ్ ఫేజ్ అని చెప్పొచ్చు మనం ఓకే సో అండర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ క్రోర్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫోర్ క్రోర్స్ వేర్ అలాటెడ్ ఓకే సో జగనన్న విద్యా దీవెన రెండవ దశ లేదా మలి విడత కార్యక్రమంలో భాగంగా దాదాపు ఆరు వందల తొంభై నాలుగు కోట్లను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఓకే సో ఈ ఆరు వందల తొంభై నాలుగు కోట్లతో దాదాపు పది పాయింట్ తొమ్మిది ఏడు లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు అన్నమాట ఓకే సో పది లక్షల తొంభై ఏడు వేల విద్యార్థులకు ఈ వైఎస్ఆర్ జగనన్న విద్యా దీవెన స్కీమ్లో భాగంగా లబ్ధి చేకూరనుంది ఓకే సో ఎన్ని కోట్లను కేటాయించారు రెండో విడతలో భాగంగా ఆరు వందల తొంభై నాలుగు కోట్లను కేటాయించారు ఓకే సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన జులైలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ముఖ్యమైన సమావేశాలు వార్తల్లో నిలిచిన వ్యక్తులు ఈ if you like this series please like share comment on our channel and also do not forget to subscribe our channel thank you